స్టోరీ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్ మాట్లాడిను story of heat transmission method మాట్లాడిను ఇప్పుడు story of heat specific heat capacity మాట్లాడిను ఇప్పుడు ఏం చేద్దాం సార్ అని అడిగితే ఫేజ్ చేంజ్ గురించి మాట్లాడదాం phase change right phase change గురించి మాట్లాడదాం లేదా change of state of matter change of state of matter గురించి డిస్కస్ చేద్దాం change of state of matter okay ఇప్పుడు జనరల్గా మనకి ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో పదార్థాల్లో అంటే change of state of matter అంటే పదార్థ స్థితిలోని మార్పు ఎగ్జామినేషన్లో జాగ్రత్త చూసుకోండి పదార్థ స్థితిలోని మార్పు ఇప్పుడు ఈ పదార్థ స్థితిలోని మార్పు గురించి మనం చెప్పాలి అంటే మీ అందరికీ తెలిసింది ఏంది సాలిడ్ని వేడి చేస్తే లిక్విడ్ అయిద్దని లిక్విడ్ని వేడి చేస్తే గ్యాస్ అయిద్దని ఇంతేగా మీరు మాట్లాడుకునేది అవునా కదా దాంట్లో జరిగే ఇంటర్నల్ ప్రాసెస్ ఏందో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు దాకా మీకు తెలిసిన వేరు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు తెలిసే విషయాలు వేరు మళ్ళీ తర్వాత ఎగ్జామినేషన్లో వచ్చే విషయాలు కూడా ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇప్పుడు ఫస్ట్ సాలిడ్లో మాలిక్యూల్స్ ఎలా ఉంటాయి చాలా క్లోజ్గా ఉంటాయి కదా ఆ క్లోజ్నెస్నే కొంచెం జూమ్ చేసి మాట్లాడతా నేను రైట్ ఇది సాలిడ్ ఇది సాలిడ్ అనుకోండి మాలిక్యూల్స్ ఇవి రైట్ ఇప్పుడు సాలిడ్ని లిక్విడ్గా మార్చాలి నువ్వు సాలిడ్ని ఎలా మార్చుతావు లిక్విడ్గా మార్చాలంటే అసలు అణువుల మధ్య దూరం ఏం చేయాలి పెంచాలి రైట్ ఘన పదార్థాల అణువులు దగ్గరగా ఉంటాయి ద్రవ పదార్థాల అణువులు దూరంగా ఉంటాయి అసలు ఘనాన్ని ద్రవంగా మార్చాలంటే అంత దూరంలోకి తీసుకెళ్ళాలి కదా ఘన పదార్థంలో ఉన్న అణువుల్ని అవునా కదా కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి నువ్వు వాటి మధ్య దూరాన్ని ఏం చేయాలి పెంచాలి పెంచినంత మాత్రాన అప్పటికప్పుడు వెంటనే ద్రవం అయిపోదు ఎందుకని చెప్పండి ద్రవంలో అణువులు ఏం చేస్తే అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంత స్వేచ్ఛ ఉంటాయి అదే ఘన పదార్థంలో అణువులు అయితే కూర్చున్న కాడ కూర్చుంటాయి కానీ మనకి అటు ఇటు తిరగవు అవునా కాదు అందుకే అంత స్వేచ్ఛ ఇవ్వాలిగా అటు ఇటు తిరిగే స్వేచ్ఛ ఇవ్వాలంటే ఆకర్షణ బలాలను ఏం చేయాలి తగ్గించాలి కదా నువ్వు తగ్గించాలిగా ఫస్ట్ అందుకే నువ్వు ఫస్ట్ చేసిన పని ఏంది ఫస్ట్ అణువుల మధ్య దూరాన్ని పెంచు అణువుల మధ్య దూరాన్ని పెంచి నెక్స్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంది ఇంకా సాలిడే అంటే పదార్థం వ్యాకోచించింది కానీ ఇంకా స్థితి మార్చలేదు స్థితి మారలేదు స్థితి మారాలి అంటే స్వేచ్ఛ ఇవ్వాలి స్వేచ్ఛ ఇవ్వాలంటే అణువుల మధ్య ఆకర్షణ బలాలను ఏం చేయాలి తగ్గించాలి తగ్గించాలంటే మళ్ళీ ఎనర్జీ ఇవ్వాలిగా ఇచ్చినావు ఈసారి మళ్ళీ మళ్ళీ ఎనర్జీ ఇస్తే ఏమైందంటే ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది వాటికి ఆకర్షణ బలాలు తగ్గిపోయి స్వేచ్ఛ వచ్చి ఎలా మారిపోయిందంటే లిక్విడ్స్ లాగా మారిపోయినాయి లిక్విడ్లో ఉన్న పార్టికల్స్ లాగా బిహేవ్ చేస్తున్నాయి ఇప్పుడు రైట్ అంటే నువ్వు ఫస్ట్ ఏ వద్ద స్టార్ట్ చేసినావు అనుకో ఎనర్జీ ఇస్తూ బి వద్దకు వచ్చినావు అంటే అలా మనం మాట్లాడుతున్నా ఏ నుంచి బీకి ఎనర్జీ ఇచ్చినప్పుడు అణువుల మధ్య దూరం ఏమైంది పెరిగింది అణువుల మధ్య దూరం పెరిగిందంటే కైనటిక్ ఎనర్జీ ఏమైంది పెరిగింది కైనటిక్ ఎనర్జీ పెరిగితే ఉష్ణోగ్రత ఏమవుతున్నట్టు పెరుగుతున్నట్టు పెరిగి పెరిగి ఒకనొక ఉష్ణోగ్రతకు వచ్చినాయి ఆ ఉష్ణోగ్రత వద్ద అణువుల మధ్య దూరం పెరిగింది ఏమన్నా పెరగల ఆ ఉష్ణోగ్రతకు చేరుకున్నాక బి నుంచి సి దగ్గరికి కూడా ఉష్ణోగ్రత ఏం మారల ఎందుకు మారలేదు అణువులకు దూరంగా పోవాల్సిన పని లేదు సింపుల్గా వాటికి ఏం కావాలంటే స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ కావాలంటే ఆకర్షణ బలాన్ని తగ్గించాలి అలా తగ్గిస్తే చాలు ఇక దూరాన్ని పెంచాల్సిన అవసరం లేదు తగ్గించాల్సిన పని లేదు ఆ పని ఆల్రెడీ చేసినావు నువ్వు ఫస్ట్ సరే రైట్ అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉంది throughout journey C B to C మరి నేను ఇచ్చిన ఎనర్జీ నువ్వు ఇచ్చిన ఎనర్జీ ఏమైంది బి నుంచి సికి జస్ట్ సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్ట్ అయింది అంతేగాని టెంపరేచర్ మాత్రం ఎలా ఉంది కాన్స్టెంట్గా ఉంది కాన్స్టెంట్గా రైట్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో స్టెప్ ముందుకేద్దాం ఇప్పుడు ఇది లిక్విడ్స్ కదా ఈ లిక్విడ్స్ని మళ్ళీ గ్యాస్గా కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ వీళ్ళ మధ్య దూరాన్ని ఏం చేయాలి పెంచాలి పెంచినంత మాత్రాన మనకేమవుతుంది గ్యాస్గా కన్వర్ట్ కాలేదు ఇంకా జస్ట్ గ్యాస్ మాలిక్యూల్స్ ఎంత దూరంలో ఉంటే అంత దూరాన్ని నువ్వు పెంచిన అంతే లిక్విడ్గా ఏది లిక్విడ్గానే ఉంది ఇంకా వ్యాకోచించింది అంటూ ఇప్పుడు ఏం చేసినవంటే దాన్ని వేడి చేస్తే ఇంకా వేడి చేసుకుంటూ పోతే ఇప్పుడు ఏమైందంటే గ్యాస్గా కన్వర్ట్ అయింది ఇప్పుడు గ్యాస్గా సి నుంచి డీకి డి నుంచి ఈకి సి నుంచి డికి టెంపరేచర్ ఏమైంది పెరిగింది డి నుంచి ఈకి టెంపరేచర్ ఎలా ఉంది కాన్స్టెంట్గా ఉంది కే అని చూపిస్తా కాసేపు కాన్స్టెంట్ రైట్ ఇది జరిగే ప్రాసెస్ అంటే ఏం భయంకరంగా ఆలోచించమాకండి నీళ్లు వేడి చేస్తున్నారు అనుకోండి పొయ్యి మీద నీళ్లు ఉండయి నీళ్లు ఎప్పుడైతే గిన్నెలో పెట్టి వేడి చేయంగా డైరెక్ట్గా ఆవిరైపోతాయా ఆవిరైపో అదేదో ఇరవై ఐదు డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్నాయి నీళ్లు వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటూ వేడి చేసుకుంటూ వచ్చాక డెబ్బై ఐదు డిగ్రీ సెల్సియస్కి వచ్చాక ఏం చేస్తే అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి నీ కళ్ళ ముందు కనపడతాయి ఆవిరైపోతూ ఉంటాయి అప్పుడు దాకా ఏమైంది లోపల అణువుల యొక్క కైనటిక్ ఎనర్జీ పెరిగి దూరం పెరిగింది ఇక ఇక ఇక అంతకన్నా ఎక్కువ దూరం ఉండదు ఇక ఇస్తే ఎనర్జీ ఇస్తే వెళ్ళిపోవటమే వెళ్ళిపోవటం అంటే మారిపోవటమే లిక్విడ్ టు గ్యాస్గా కన్వర్ట్ కావటమే అలా స్టీమ్గా కన్వర్ట్ అయిపోతుంది రైట్ ఇక అప్పటి నుంచి లోపల టెంపరేచర్ చేంజ్ కాదు కానీ అదే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద all water molecules escaping into the atmosphere అంటే నువ్వు అసలు హీట్ ఇవ్వటం ఆపలేదు నువ్వు ఇస్తానే ఉన్నావు ఇరవై ఐదు డిగ్రీ సెల్సియస్ వద్ద ఉన్న వాటర్ని డెబ్బై ఐదు డిగ్రీ సెల్సియస్ వద్దకు కూడా వేడి చేస్తూ పెట్టినవు అంటే నువ్వు ఇచ్చిన హీటు ఏమైందంటే టెంపరేచర్ పెంచడానికి ఉపయోగపడింది డెబ్బై ఐదు డిగ్రీ సెల్సియస్ వద్దకి ఇక డెబ్బై ఐదు డిగ్రీ సెల్సియస్ పెంచిన అంటే ఇరవై ఐదు ప్లస్ డెబ్బై ఐదు వంద డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయినాయి ఇక అప్పుడు నుంచి అప్పుడు కూడా హీట్ ఇవ్వటం ఆపలేదు నువ్వు ఇస్తానే ఉన్నావు ఇస్తంటే ఏమవుతుంది ఎస్కేప్ అయిపోతున్నాయి అంటే ఫేజ్ చేంజ్ అవుతుంది పదార్థ స్థితి ఏమవుతుంది మారుతుంది ఏంటి సార్ జరిగింది అని అంటే స్థిర ఉష్ణోగ్రత వద్ద పదార్థ స్థితి మారుతుంది ఇక్కడ స్థిర ఉష్ణోగ్రత వద్ద పదార్థ స్థితి ఏమవుతుంది మారుతుంది ఉష్ణోగ్రత మారుతున్నప్పుడు ఇచ్చిన ఉష్ణరాశి వేరు ఇది క్యూ వన్ ఉష్ణరాశి ఇక్కడ నుంచి ఇక్కడికి క్యూ టూ ఉష్ణరాశి ఈ క్యూ వన్ ఉష్ణరాశి టెంపరేచర్ చేంజ్ కావడానికి ఉపయోగపడితే క్యూ టూ ఉష్ణరాశి సాలిడ్ నుంచి లిక్విడ్గా కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడది ఇది నేను చెప్పేది రైట్ ఇప్పుడు ఈ క్లారిటీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇక ఎందుకంటే ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటా ఇప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తా ప్యారలల్గా ఫస్ట్ ఏం చేసినావు నువ్వు సాలిడ్ని తీసుకున్నావు అవునా సాలిడ్ని తీసుకొని వేడి చేస్తుంటే ఒక్కసారి సాలిడ్ అయిందే సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ కావటం స్టార్ట్ అయింది టోటల్గా లిక్విడ్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉందిగా మళ్ళీ ఆ లిక్విడ్ని ఏం నువ్వు వేడి చేసుకుంటూ పోతే లిక్విడ్ కాస్త గ్యాస్గా కన్వర్ట్ కాక స్టార్ట్ అయింది టోటల్గా గ్యాస్గా కన్వర్ట్ అయ్యేంత వరకు టెంపరేచర్ కాన్స్టెంట్గానే ఉందిగా ఇదేగా జరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ మళ్ళీ ఏమైంది పెరిగింది ఇక్కడ నుంచి ఇక్కడికి టెంపరేచర్ ఎలా ఉంది కాన్స్టెంట్గా ఉంది దీన్ని రియల్ లైఫ్కి ట్రాన్స్లేట్ చేస్తున్నా చూడు సాలిడ్ అంటే ఏంది మంచేగా మంచుని వేడి చేస్తున్నాం మంచుని వేడి చేస్తే మంచు కాస్త ఎలా మారటం ప్రారంభమైంది వాటర్గా మారటం ప్రారంభమైంది మంచు ఎంతో కొంత ఉష్ణోగ్రత వద్ద అనుకుందాం ఉష్ణోగ్రత పెరుగుతూ పెరుగుతూ ఎప్పుడైతే T is equal to zero degree Celsius వద్దకు వచ్చిందో అదే జీరో డిగ్రీ సెల్సియస్ వద్ద నుంచి ఐస్ కాస్త ఎలా కన్వర్ట్ అయింది వాటర్గా కన్వర్ట్ అయింది రైట్ టోటల్ వాటర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ ఎలా ఉంది గా ఉంది మరి ఈ constant temperature zero degree Celsius వద్ద టోటల్గా వాటర్గా కన్వర్ట్ అయిందిగా ఈ వాటర్ టెంపరేచర్ మళ్ళీ ఏం చేసినావు నువ్వు పెంచుకుంటా నువ్వు పెంచుకుంటూ పెంచుకుంటూ ఏడదాకా వచ్చింది సార్ అంటే వంద డిగ్రీ సెల్సియస్ వద్దకు వచ్చినవు వంద డిగ్రీ సెల్సియస్ వద్దకు వస్తే వాటర్ కాస్త ఎలా మారిపోయింది వేపర్గా స్టీమ్గా కన్వర్ట్ అయిపోతుంది రైట్ బాయిలింగ్ అంటాం మనం వాటర్గా కన్వర్ట్ సేపు కూడా టోటల్గా ఈ టోటల్ వాటర్ అంతా వేపర్గా కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా టెంపరేచర్ ఎలా ఉంది హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అంతే ఉంది రైట్ ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఒకసారి ఇది జనరల్ ఎగ్జాంపుల్ ఇదే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రైట్ అంటే నువ్వు ఇచ్చే హీటు ఇది పరిస్థితి ఇది పరిణామాలు చేటు చేసుకుని వీటి నుంచి ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడో చూడండి రైట్ వీటి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి టెంపరేచర్ పెరుగుతుంది డిగ్రీ సెల్సియస్ సారీ ఎక్కడికి వచ్చినావుగా రైట్ టీ డిగ్రీ సెల్సియస్కి దీన్ని ఏమంటాం అంటే మెల్టింగ్ పాయింట్ అంటు ద్రవీభవన స్థానం అంటూ వాటర్ మెల్టింగ్ పాయింట్ ఇది రైట్ వాటర్ మెల్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటు వాటర్ బాయిలింగ్ పాయింట్ బాయిల్ అవుతా ఉంది కాన్స్టెంట్ టెంపరేచర్ ఇది అందుకే వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే ఎప్పుడు హండ్రెడే చదువుతున్నావు ఎందుకంటే కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి ఇది ఇది నార్మల్ అట్మాస్ఫియర్ ప్రెజర్ వద్ద రైట్ ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్కి నేమ్స్ ఇచ్చిన నేను టెంపరేచర్స్కి నేమ్ ఫస్ట్ నేమ్ ఏంది మెల్టింగ్ పాయింట్ సెకండ్ నేమ్ ఏంది బాయిలింగ్ పాయింట్ ఇచ్చిన అవునా కదా ఇప్పుడు నువ్వు ఇచ్చే హీట్ ఉంటుందిగా ఆ హీట్కి నేమ్స్ ఇస్తా ఇక్కడ నుంచి ఇక్కడికి హీట్ ఇచ్చినవుగా క్యూ వన్ అనుకో ఇక్కడ నుంచి ఇక్కడ కన్వర్ట్ అయ్యేంత వరకు కూడా హీట్ ఇచ్చినవుగా క్యూ టూ అనుకో ఇక్కడ నుంచి వాటర్ యొక్క టెంపరేచర్ జీరో నుంచి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి పెంచినవుగా క్యూ త్రీ అనుకో అదే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వద్ద ఏం చేసినావు హీట్ ఇచ్చినవు ఆ హీట్ కాస్త ఏమైంది ఫేజ్ చేంజ్ అయింది వాటర్ కాస్త వేపర్గా కన్వర్ట్ అయింది కదా రైట్ ఇప్పుడు వీటికి నేమ్స్ ఇస్తా చూడు ఇప్పుడు క్యూ వన్ అనేది ఓన్లీ టెంపరేచర్ చేంజ్ చేయడానికేగా ఫేజ్ చేంజ్ చేయడానికి కాదుగా ఇక్కడ ఐసే ఇక్కడ ఐసేగా అవునా కదా దీన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం ఆఫ్ ఐస్ టెంపరేచర్ చేంజ్ కావడానికి right specific heat capacity of ice ఇప్పుడు ఇక్కడ ఏమైంది ఐస్ కాస్త ఎలా కన్వర్ట్ అయిపోయింది వాటర్గా కన్వర్ట్ అయింది టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్గా ఉంది అక్కడ నుంచి ఇచ్చిన ఎనర్జీని ఏమన్నా క్యూటు అన్నాం దీన్ని ఏమన్నాం అంటే లెటెంట్ హీట్ అంటాం లెటెంట్ హీట్ లెటెంట్ హీట్ అంటే గుప్తోష్ణం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా లెటెంట్ హీట్ అంటే గుప్తోష్ణం గుప్తోష్ణం గుప్తోష్ణం అంటే గుప్త నిధులు అంటే ఏంది దాగి ఉన్న నిధులు గుప్తోష్ణం అంటే దాగి ఉన్న ఉష్ణం ఎవడిలో ఉంది ఎడజూడు ఐస్కి ఇచ్చినావు కదా నువ్వు ఐస్కి ఇస్తే ఎలా కన్వర్ట్ అయిపోయింది వాటర్గా కన్వర్ట్ అయిపోయింది నువ్వు ఐస్కి ఇస్తే వాటర్గా కన్వర్ట్ అయిందంటే ఎవరిలో ఉంటుంది నువ్వు ఇచ్చిన ఎనర్జీ వీడు తీసుకున్నాడు వీడిగా మారిపోయాడు ఏకి ఇస్తే ఏ తీసుకొని బీగా కన్వర్ట్ అయ్యాడు అంటే బీ దగ్గరే ఉంది ఎనర్జీ అంటే సాలిడ్కి ఇస్తే లిక్విడ్లో ఉందిగా లిక్విడ్లో ఉంది కాబట్టి లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ద్రవీభవన గుప్తోష్ణం ద్రవీభవన గుప్తోష్ణం ఘనం కాస్త ద్రవంగా మారింది ఘనం కాస్త ద్రవంగా మారిపోయింది ఇక్కడ రైట్ ఈ ద్రవం కాస్త సారీ ఇక్కడ ఘనం కాస్త ద్రవంగా మారింది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే మనం లెటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం లెటెంట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ద్రవీభవన గుప్తోష్ణం అంటాం ద్రవీభవన గుప్తోష్ణం మరి ఎక్కడ నుంచి ఎడకరా ఏడు నుంచి ఎడకి టెంపరేచర్ జీరో నుంచి అడిగి పెంచను హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ ఎవరికి ఇచ్చిన వాటర్ కదా కాబట్టి specific heat capacity of water అంటాం వాటర్కి ఇస్తే వాటర్ లాగానే ఉంది ఎక్కడ వరకు అంటే జీరో నుంచి హండ్రెడ్ వరకు వాటర్ కానే ఉంది కానీ హండ్రెడ్ డిగ్రీస్ గాంగ్లోనే వాటర్ కాస్త ఎలా కన్వర్ట్ అయిపోయింది వ్యాపర్గా కన్వర్ట్ అవుతుంది వ్యాపర్గా కన్వర్ట్ అయినంతసేపు ఇచ్చిన ఎనర్జీ అంతా క్యూ ఫోర్ ఇప్పుడు వాటర్ కంటే లిక్విడ్కి ఇస్తే మనకి వేపర్లో వేపర్లో స్టోర్ అయి ఉంది దీన్ని ఏమంటామంటే లెటెంట్ హీట్ ఆఫ్ వ్యాపరైజేషన్ అంటాం latent heat of vaporization vaporization అంట ఇది ఓకేనా ఒక్కసారి ఎడదోండి రెండు పదాలు తగిలినాయి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఒకటి లెటెంట్ హీట్ అనేది రెండు తగిలి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఏంటంటే పదార్థం యొక్క స్థితి స్థిరంగా ఉంటుంది ఉష్ణోగ్రత మాత్రం మారుతుంది ఉష్ణోగ్రత మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి విశిష్టోష్ణం పదార్థ స్థితిని మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి గుప్తోష్ణం ఎగ్జామినేషన్లో ఇలాంటి చాలా రకాలుగా అడుగుతూ ఉంటాడు రైట్ లెటెంట్ హీట్కి స్పెసిఫిక్ హీట్కి డిఫరెన్స్ ఏంటి విశిష్టోష్ణానికి గుప్తోష్ణానికి తేడా అయింది విశిష్టోష్ణమే పదార్థం యొక్క ఉష్ణోగ్రత మారుస్తుంది కానీ పదార్థ స్థితిని మార్చదు పదార్థ స్థితి అలాగనే ఉంటుంది కానీ దాని ఉష్ణోగ్రత మారుతుంది అంటే పదార్థంలో అణువుల గతిశక్తిని మార్చడానికి ఇచ్చే ఉష్ణరాశి విశిష్టోష్ణం అయితే పదార్థం యొక్క స్థితినే మార్చడానికి ఇచ్చిన ఉష్ణరాశి గుప్తోష్ణం అవుతుంది ఇది clarity latent he's heat is use to convert the state of matter but the specific heat capacity is use to change the temperature of the matter within the same state right ఒకే స్థితిలో ఉన్నప్పుడు మార్చేటటువంటి టెంపరేచర్ మార్చడానికి ఇచ్చినటువంటి ఉష్ణరాశి ఇది జనరల్ క్లారిటీ ఎగ్జామినేషన్లో మనకి specific heat capacity of water ఎంత one calorie per gram degree Celsius specific heat capacity of ice ఎంత zero point five calorie per gram degree Celsius right specific heat capacity of steam ఎంత zero point four seven calorie per gram degree Celsius ఇప్పుడు గుప్తోష్ణం అనగా latent heat of vaporize latent heat of fusion or ice right latent heat of ice లేదా ఫ్యూజన్కి ఎంత మనకి ఎయిటీ క్యాలరీ ఫర్ రైట్ ఇది మీకు తెలియదు కానీ స్టాండర్డ్ వాల్యూస్ ఇవి లెటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఎంత రైట్ బాష్పీభవన గుప్తోష్ణం ఎంత ద్రవీభవన గుప్తోష్ణం ద్రవీభవన గుప్తోష్ణం ఎయిటీ క్యాలరీ ఫర్ గ్రాము బాష్పీభవన గుప్తోష్ణం five forty calorie per gram ఇది ఏ టెంపరేచర్ వద్ద ఇచ్చిన జీరో ఇది ఏ టెంపరేచర్ వద్ద ఇచ్చిన ఎనర్జీ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ బ్రాకెట్లో రైట్ ఇది అనమాట అందుకే ఇప్పుడు దీని మీద అడిగితే ఎట్లా అడుగుతాడు సార్ అంటే వన్ గ్రామ్ ఆఫ్ ఐస్ ఉంది నా దగ్గర వన్ గ్రామ్ ఆఫ్ ఐస్ నేను చేసినట్టు నోట్లో వేసుకొని నవిలేసింది నేను వన్ గ్రామ్ ఆఫ్ ఐస్ నోట్లో వేసుకొని నేను నవిలితే ఎంత ఎనర్జీ యూజ్ చేసినట్టు ఎన్ని క్యాలరీలు యూజ్ చేసినట్టు ఎయిటీ క్యాలరీ ఎనర్జీ యూజ్ చేసినట్టు రెండు గ్రాముల ఐస్ నవిలితే నీళ్లుగా చేసిన నవిలిన రైట్ వన్ సిక్స్టీ క్యాలరీస్ ఇది జనరల్గా మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి లెటెంట్ హీట్కి ఉన్న డిఫరెన్స్ దానికి సంబంధించిన స్టాండర్డ్ వాల్యూస్ దానికి సంబంధించినటువంటి టెంపరేచర్స్ రైట్ ఇప్పుడు ఎండాకాలం మనకి జరిగినటువంటి సిచ్యువేషన్స్ సాలిడ్ నుంచి లిక్విడ్ లిక్విడ్ నుంచి గ్యాస్ ఒక్కోసారి సాలిడ్ నుంచి డైరెక్ట్గా లిక్విడ్కి వెళ్తుంది రైట్ లేదా లిక్విడ్ నుంచి సాలిడ్కి వచ్చేస్తుంది దీ ప్రాసెస్ని ఏమంటామంటే సబ్లిమేషన్ అంటాం సబ్లిమేషన్ రైట్ సబ్లిమేషన్ ఈ సబ్లిమేషన్కి మన డిఫరెంట్ క్యాంపోరు కర్పూరం అంటాం కదా కర్పూరాలు నాప్తలిన్ గోళీలు అయోడిను ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి మనకి గ్యాస్గా కన్వర్ట్ అయిపోతాయి గ్యాస్గా వెళ్ళిపోతాయి దాన్ని ఏమంటాం అంటే సబ్లిమేషన్ సబ్లిమేషన్ అంటే తెలుగులో ఉత్పతనం అండి ఏంటిది ఉత్పతనం అంట సబ్లిమేషన్ అంటే ఉత్పతనం ఇది జనరల్గా మనకి ఫేజ్ చేంజ్ కావడానికి సంబంధించినటువంటి examples right different temperatures names different heat capacity heats specific heat capacity latent heat రెండు టూ టైప్స్ ఆఫ్ హీట్స్ గురించి మాట్లాడిన ఇప్పటి వరకు మనం ఆ హీట్లో హీట్కి సంబంధించి temperature temperature scales heat transmission methods ఉష్ణ ప్రసారానికి సంబంధించిన పద్ధతులు వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మాట్లాడుకున్నాం తర్వాత విశిష్టోష్ణం అంటే ఏంటి విశిష్టోష్ణానికి సంబంధించిన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అది మాట్లాడుకున్నాం సీ బ్రిడ్జ్ అని ల్యాండ్ బ్రిడ్జ్లని తర్వాత పదార్థ స్థితిలోని మార్పు దాంట్లో వచ్చే temperature types boiling points melting point అవునా కదా తర్వాత ఏం చేసినామండి రైట్ గుప్తోష్ణం అని విశిష్టోష్ణం అని విశిష్టోష్ణానికి సంబంధించి అది పదార్థ రాశిని ఆవంతోనే ఉంచుతుంది కానీ ఉష్ణోగ్రతను అయితే మార్చుతుందని అదే గుప్తోష్ణం అయితే పదార్థ స్థితిని మారుస్తుంది కానీ రైట్ ఉష్ణోగ్రత మాత్రం స్థిరంగా ఉంటుందని మాట్లాడుకున్నాం రైట్ ఇప్పుడేం చేద్దాం